హాయ్ అండి నేను ఉప్పల్ అండి వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ అండి విజయవాడ నుంచి వచ్చారండి ఆర్కే బర్త్డేకి ఈరోజు స్పెషల్గా ఏం చేస్తున్నాం అంటే ఉయ్యాలు ఊగుతున్నాం ఫ్రెండ్స్ ఉయ్యాలు ఉంది ఇక్కడ హాయ్